సౌండ్ చెయ్యకు కంఠం కోసేస్తా ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే ప్రొద్దుటూరు చిత్తూరు కడప కర్నూలు ఏ సెంటర్ అయినా సరే పర్లా నీ బలాన్ని బంధుగణాన్ని మొత్తాన్ని తీసుకురా ఒక్కడనే వస్తా చెమట పట్టకుండా చంపేస్తా వస్తావా మళ్ళీ నువ్వు గాని నీ కొడుకులు గాని తప్పు చేస్తే తల తీసేస్తా